నే చెప్పలా పెదబాబు చిప్పు దొబ్బిందని చిన్నబాబుకి అసలు చిప్పే లేదని ఇక ధనసేనాని సారీ జనసేనానికి గ్రాస్ రూట్ లెవెల్లో అసలు గ్రాసమే లేదని కమలం పూయడానికి ఆంధ్రప్రదేశ్ ఏ మతబురద కొలను కానే కాదని ఇది అచ్చమైన స్వచ్ఛమైన లౌకికవాద రాష్ట్రమని ఇక్కడ పచ్చ పాచిక అస్సలు పారవని ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు నక్కజిత్తులేసినా అవి తేలిపోతాయని ప్యాకేజీలు లీకేజీలు అయిపోతాయని అమరావతిలో రైతుల ఉద్యమమే లేదని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని జనం అనుకోవడం లేదని తిరుపతి ఉప ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేది తాను గుర్తేనని నే చెప్పలా ఇక ఇచ్చాపురం నుంచి తడ బోర్డర్ వరకు ఇటు సీమ సీమంతా కొదమ సింహానికే ఓటేస్తుందని నే చెప్పానా లేదా ఇప్పుడేమైనాయి పంచాయతీ పటాటోపాలు ఇప్పుడేమైనాయి గుంటూరు కార్పొరేషన్లో గెలవకుంటే అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పెట్టుకోవడానికి సంకేతాలిచ్చినట్టే అన్న బాబు <laughs> జగనేం పీకాడని ఓ తెగ నీలిగిన బాబు చూసావుగా ఏం పీకాడో చూస్తూనే ఉన్నావుగా <laughs> దిమ్మ తిరిగే నిజాలు నీ కూచాలు కదిలిపోయేలాంటి పుర ఫలితాల జవాబు నీకంత సీను లేదు నువ్వు నీ పప్పులు ఇక్కడ ఉడకవు వచ్చాడు వచ్చాడు జగనన్న వచ్చేశాడు ఆయన ఉన్నంత కాలం నీకివే ఫలితాలు రిపీట్ రిపీట్ రిపీట్ వారిక్కడ one side no second thought